సంతోషంగా రెండు హస్తాల పైకి దేవునికి దిగురు స్తోత్రం చెల్లిద్దామా హలలుయ ఇప్పుడు నాకు టైం కూడా చెప్పేశారు పిల్లలు దయచేసి మాట్లాడిన మధ్య మధ్యలో త్వర త్వరగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుని త్వరగా మనం ముగించుకుందాం రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయము పది పదకొండు వచనాలు రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయము పది పదకొండు వచనాలు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగజేయును కలగజేయును ఈ మారు మనసు ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అది దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలగజేయును మరణమును కలుగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి అబల ఎట్టి భయమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను ఎట్టి ప్రతిదండనను పుట్టించినో చూడుడి మీలో పుట్టించినో చూడుడి ఈ కార్యమును గూర్చి సమస్త విషయములోను సమస్త విషయములోను నిర్దోషులై ఉన్నారని రుజువు రుజువుపరచుకొంటిరి మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటుంది రుజువుపరచుకుంటుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ అపోసుడు అంటే పౌలు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఏముందంటే దుఃఖం అనేది ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అందరికన్నా బాగా దుఃఖం అనుభవించినటువంటి వ్యక్తి శ్రమ శోధన అనుభవించినటువంటి వ్యక్తి అని అడిగితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఎవరు యోగు చాలా కఠినమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు చాలా కఠినమైనటువంటి వేదనలు ఎదుర్కొన్నాడు అలాగే ప్రతి మనిషి జీవితంలో నానా రకాలైనటువంటి నానా విధాలైనటువంటి శోధనలు ప్రతికూలతలు శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అయితే పౌలు భక్తుడు తన లేఖనాల నుండి మాట్లాడుతూ రెండు ప్రత్యేకమైనటువంటి దుఃఖాలు మనిషికి ఉన్నాయని రాస్తున్నాడు ఏమంటున్నాడంటే మొదటిగా ఉన్నటువంటి దుఃఖం ఏమిటి అని అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రెండవదిగా ఏమంటే లోక సంబంధమైనటువంటి దుఃఖము రెండు రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి ఒకటి దేవుని చిత్తానుసారముగా మనకు ఏర్పడేటువంటి దుఃఖము రెండవది లోక సంబంధముగా మనకు ఎదురయ్యేటువంటి దుఃఖాలు రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి అని అపోసిడెంట్ పౌరులు భక్తుడు మాట్లాడుతున్నాడు అయితే దుఃఖము వేదన చింత శ్రమ మనకుంది ఖచ్చితంగా లోకస్తులకి మాత్రమే కాదు క్రైస్తవులకి మరి ముఖ్యంగా అధికమైనటువంటి శ్రమలు ఉన్నాయని మనం అనేక సార్లు నేర్చుకుంటూనే ఉన్నాం అనేక వాక్య భాగాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు నా చింత యావత్తు నీ మీద వేస్తాను నా బా నీ భారం అంతా కూడా ఆయన ఆయన మీద వేస్తానని ఇలాంటి వచనాలన్నీ తీసుకుని మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం మన వేదనలు దేవునితో పంచుకుంటూ ఉంటాం మన భారాలు దేవునితో పంచుకుంటూ ఉంటాం బాగానే ఉంది కీర్తనకారుడు పదమూడో కీర్తనలో మాట్లాడుతూ ఏమంటాడంటే నన్ను అసలు నన్ను చెయ్యి విడిచిపెట్టేసావా ప్రభు అని అడుగుతాడు అసలు ఎంతకాలం నేను దుఃఖాన్ని అనుభవించాలి ఎంతకాలం నేను ఒకసారి చదువున్నమాట ఎన్నాళ్ళ వరకు ప్రభు నన్ను మర్చిపోతావు నిత్యము నువ్వు నన్ను మర్చిపోతావా ఎంతకాలము నాకు విముఖుడవై ఉంటావు యా ఎంతవరకు నా హృదయములో దుఃఖాక్రాంతుడునై నేను ఉండాలి ఎంతకాలము నా శత్రువు నా మీద తనను తాను హెచ్చించుకోవాలి చాలు ఇలాగా కీర్తనకారుడు అంటూ ఏమంటాడంటే అసలు దుఃఖము ఎంతకాలం నేను భరించాలి ఎంతకాలం నేను దుఃఖాక్రాంతుడుగా ఉండాలి ఎన్నాళ్ళ వరకు నేను ఇతరులకు నా శత్రువుకు భయపడి నేను జీవించాలి ఎన్నాళ్ళకు నేను ఎన్నాళ్ళు ఈ దుఃఖము ఎన్నాళ్ళు ఈ వేదన అని కీర్తనకారుడు ఆ కీర్తనలో ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం నేర్చుకుంటూ ఉంటాం దానికి సమాధానంగా పౌలు చెప్పుకున్నటువంటి మాట ఏమిటంటే నీకు ఎదురయ్యేటువంటి దుఃఖము అది దేవుని చిత్తానుసారముగా ఏర్పడినదా లేక లోక సంబంధమైనటువంటి దుఃఖముగా ఏర్పడినదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే లోక సంబంధంగా నీకు ఎదురయ్యేటువంటి దుఃఖమే అయితే అది ఆ దుఃఖము దేనికి దారి తీస్తుందంటే మరణానికి దారితీస్తుంది అని పౌరు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ దుఃఖము దేవుని చిత్తానుసారముగా కలిగినది అయితే దేవుని చిత్తానుసారముగా నీకు ఆ దుఃఖము ఆ వేదన ఎదురైనట్లయితే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అనంటే ఆ దుఃఖము ఎందుకంట రక్షణార్థమైనటువంటి మారు మనసును నీకు కలుగు చేయను అంట దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా హలలుయ దేవుని చిత్తానుసారముగా నీకు ఒక దుఃఖము ఏర్పడితే దేవుని చిత్తానుసారంగా నీకు ఒక వేదన కలిగితే దేవుని చిత్తానుసారంగా నీకు ఒక శ్రమ నీ కుటుంబంలో నీకు ఎదురైతే దాని వెనక ఒక అర్థం ఉందని తెలుసుకోవాలి తగటి వాళ్ళ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ దాని వెనక దేవుని యొక్క దైవికమైనటువంటి సంకల్పం ఉంది మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము ఏంటి దేవునికి ఆ సంకల్పం ఏంటి దేవునికి అటువంటి ఉద్దేశం అని మనం ఆలోచన చేసినట్లయితే తరువాత విషయంలో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ దుఃఖ దుఃఖం వలన ఆ వేదన వలన ఆ ప్రతికూలత వలన దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడంటే నీకు కొన్ని పాఠాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు దేవునికి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాము హలలుయ అదే దైవ చిత్తానుసారముగా ఏర్పడేటువంటి దుఃఖానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆ దుఃఖము మనల్ని పూర్తిగా నాశనం చేయడానికి కలిగేది కాదు ఆ దుఃఖము మనల్ని మరణానికి నడిపించడానికి కలిగేది కాదు ఎందుకు అది మనకి కలుగుతుందంటే అందులో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని మారు మనస్సు పొందేవారమై ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హాలలుయ్య పోలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే అసలు ఎందుకు కొరింది పత్రికలో మాట్లాడుతూ కొరింది సంఘంతో మాట్లాడుతూ ఏంటి మీకు ఎదురైనటువంటి దుఃఖము ఎందుకు మీకు దుఃఖం వచ్చిందని మాట్లాడుతూ అది మనం అర్థం చేసుకోవాలంటే పై వచనాల నుండి మనం అర్థం చేసుకుంటూ రావాలి పై వచనాల్లో ఐదో వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే ఒకసారి మేము మాసి ధోనియకు వచ్చినప్పుడు విశ్రాంతి పొందలేదు పౌలు అంటున్నాడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనిలను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మను ఆదరించెను తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించెను తీతు రాక వల్ల మాత్రమే కాకుండా అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి ఆ తర్వాత అంటాడు నేను రాసిన పత్రిక వలన నేను రాసినటువంటి పత్రిక వలన మిమ్మల్ని పెట్టినందుకు విచారపడను మిమ్మను దుఃఖపెట్టినందుకు నేను విచారపడను విచారపడను విచారము కలిగినను నాకు విచారము కలిగినను పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే పెట్టినని తెలుసుకొని ఉన్నాను దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను దుఃఖపడితిరని సంతోషించలేదు గాని మీరు దుఃఖపడుతున్నారని నేను సంతోషించట్లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని సంతోషించుచున్నాను నేను సంతోషించుచున్నాను ఎలయనగా ఏ మా వల్ల మీకు నష్టము పొందకుండాటకై మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారంగా మీరు ఎలా దుఃఖపడ్డారంటున్నాడు దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారని రాస్తున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ కొరింది సంఘముతో మాట్లాడుతూ కొరింది సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ పశ్చాత్తలం అర్థం చేసుకోవాలి అని అంటే మీకు బాగా తెలుసు కొరింది సంఘం అనుకున్నటువంటి మిగతా ఏ సంఘాల కన్నా అధికమైనటువంటి కృపావరాలు కలిగినటువంటి ఉంది సంఘము ఏ సంఘం అంటే కొరింది సంఘము ప్రవచన వరం కలిగి ఉంది అన్ని భాషలు మాట్లాడేటువంటి వరం ఉంది స్వస్థత కలిగేటువంటి వరం కలిగినటువంటి సంఘము అన్ని రకాలైనటువంటి వరాలు ఉన్నటువంటి సంఘము కొరింది సంఘము అయితే అన్ని వరాలు ఉన్నాయి కానీ అన్ని సంఘాల కన్నా అధికమైనటువంటి పాపము కూడా నిండి ఉన్నటువంటి సంఘం ఏదంటే కేవలం కొరింది సంఘమే అటువంటి కొరింది సంఘంతో మొట్టమొదటి పత్రిక రాస్తాడు మొదటి కొరింది పత్రిక రాస్తాడు అనేక విషయాలు తీయద్దు అనేక విషయాలు అందులో ప్రస్తావిస్తాడు అనేక విషయాలు ఆ కొరింది సంఘంలో ఏదైతే దేవునికి అయిష్టమైనటువంటి జీవితం పౌలుకు కనిపించిందో తీతు ద్వారా తాను విన్నటువంటి ఏదైతే కొరుంది సంఘంలో తాను తాను విన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి పాపము చేసేటువంటి కొరుంది సంఘం గురించి ఎప్పుడైతే విన్నాడో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తూ కొరుంది సంఘానికి మొట్టమొదటి పత్రికను రాశాడు అయితే ఆ పత్రిక చదివిన తర్వాత కొరుంది సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమొచ్చిందంట కోపం వచ్చింది దుఃఖం వచ్చేసింది అయ్యో ఈ పోలికి ఎలా తెలిసింది మా విషయాలు మేము చేసే పాపాలు పోలికి ఎలా తెలిసింది మేము చేసే తప్పిదాలు పోలికి ఎలా తెలిసింది మేము చేసేటువంటి నేరాలు ఈ దేవునికి ఎలా తెలిసాయి అని చెప్పి వాళ్ళు ఆగ్రహంతో నిండుకున్నటువంటి వారుగా ఉన్నప్పుడు తర్వాత రెండోసారి రెండో కొరింది పత్రిక రాయడం ప్రారంభించాడు అయితే రెండో కొరింద పత్రిక రాసేసరికి తీతు వెళ్ళి ఏమని సమాచారం ఇచ్చాడంటే పోలుతో నువ్వు పత్రిక రాసే పత్రిక చదివి అది విని దేవుని మాట మాటలు విని గైకొని అనేక మంది ప్రారంభంలో కోపంతో నింపబడ్డారు అనేక మంది ఆగ్రహము చెందారు నీ మాటలు విని అనేక మంది నిన్ను వ్యతిరేకించారు కానీ మెల్లమెల్లగా వారిలో ఆ మాటలు ఏం కలగజేసాయంటే మారు మనస్సును కలుగజేసాయి అని చెప్పాడు తీతు బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హల్లియ అప్పుడు పౌలు ఆ మాటలు విని ఏమంటున్నాడంటే తీతు రాక వల్ల నేను చాలా ఆదరించబడ్డాను అతను చెప్పినటువంటి మీ గురించి చెప్పినటువంటి సాక్షిని బట్టి నేను ఎంతగానో సంతోషించాను అంటున్నాడు ఏమని చెప్పాడంట ఏం ఏమంటున్నాడంటే నేను రాసినటువంటి పత్రిక వల్ల మీరు ఏం చేశారంట నేను రాసినటువంటి పత్రిక మిమ్మల్ని ఏం చేసిందంటే దుఃఖ క్రాంతులుగా మార్చింది మీరు దుఃఖ జాగ్రత్తగా మీరు విచారంలో ఉండేటువంటి స్థితిలోనికి ఆ పత్రిక మిమ్మల్ని మార్చింది నా మాటలను మిమ్మల్ని దుఃఖంలోనికి నడిపించింది కానీ నేను మీరు దుఃఖపడ్డారని నేను నేను సంతోషించట్లేదు మీరు బాధపడుతున్నారని నేను ఆనందించట్లేదు కానీ నా మాటలతో మీరు మారు మనస్సు కలిగిందని నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అనేక మంది దైవజనులు ఎందుకని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటారంటే సహజంగా అనేక మంది కొంతమంది దైవజనులు చూస్తే ఎంతసేపు వాగ్దానం వాగ్దానములతో కూడినటువంటి ప్రసంగాలే ఎంతసేపు వాగ్దానములు ఎంతసేపు కృపను గురించి మాటలే కానీ దేవుని యొక్క దేవుని యొక్క అయిష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవాతి దేవుడు చూచి దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు అనేక మందికి అది అంత రుచించదు అనేక మందికి అది ఇష్టం అనిపించదు అనేక మందికి అది నచ్చదు అనేక మంది దానికి కోపగించుకుంటారు అవసరమైతే జల మీద దోషంలో వేస్తారు అవసరమైతే దైవజనులను నిందిస్తారు పౌలునే నిందించారు దేవ సామాన్యమైనటువంటి ఆ దైవ దైవజనులను నిందించడం పెద్ద విశేషమేం కాదు ఆ పౌలు ఆ పౌలుని నిందిస్తే పౌలు ఏమంటున్నాడంటే నా మాటల వల్ల మీరు దుఃఖపడ్డారని నాకు తెలుసు నా మాటల వల్ల మీరు బాధపడ్డారని తెలుసు కానీ నేనేం చేస్తున్నానంటే అందులో సంతోషిస్తున్నాను ఎందుకు సంతోషిస్తున్నాను ఎందుకు నేను ఆనందిస్తున్నానంటే మీ దుఃఖాన్ని చూసి నేను ఆనందించట్లా మీరు బాధపడుతున్నారని నేను ఆనందించట్లా నాకెందుకు సంతోషం అంటే ఆ బాధ ఆ దుఃఖము మీలో ఏం కలగజేస్తుందంటే మీలో ఒక మారు మనసును పుట్టిస్తుందంట దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా అందుకని నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలోలియ దేవుని జనుల యొక్క మాటలు హెచ్చరికగా తీసుకొని దానిని పాటించి దాంట్లో నుంచి నీ జీవితంలో ఒక గుణపాఠాన్ని నువ్వు నేర్చుకుని నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా నువ్వు మార్చుకోగలిగినట్లయితే నీ జీవితాన్ని మహిమకరంగా దేవాతి దేవుడు మార్చడానికి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడిని దేవుని వాక్యం నేర్పిస్తూ నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా అలాగా దుఃఖపడినటువంటి స్థితిలో ఆ కొరింది సంఘం ఉండగా అలా దుఃఖాక్రాంతులుగా ఉండగా ఆ దుఃఖము వారిలో ఏం కలగజేసినంటే మారు మనస్సును పుట్టించండి అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలా చెప్పుకుంటూ వచ్చి పౌలు మాట్లాడుతున్నాడు అలాగా దైవ చిత్తానుసారములో మీకు ఒక దుఃఖము కలిగినట్లయితే దేవుని చిత్తానుసారంగా మీకు ఒక శోధన ఎదురైనట్లయితే దేవుని చిత్తానుసారంలో మీకు ఒక ప్రతికూల ఎదుర ఎదురైనట్లయితే దేవుని చిత్తానుసారంగా మీకు బాధ ఎదురైనట్లయితే అది కేవలం మిమ్మల్ని మరణానికి నడిపించడానికి నడిపించడానికి కాదు అది కేవలం మిమ్మల్ని నాశనానికి నడిపించడానికి కాదు మరి ఎందుకు ఆ దుఃఖం అంటే మరలా నువ్వు ఏం చేయాలంటే దేవుని వైపుకు తిరిగి నువ్వు మారు మనస్సు పొందడానికి ఆ దుఃఖం నీకు కలిగింది అదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటూ పౌలు దగ్గరగా దేవునికి శ్రోతను చెల్లించగలుగుతామా హల్లుయ్య ఏం చేయాలంట దేవుని వైపు తిరిగే వారమై ఉండాలి ఎందుకు ఆ దేవుని చిత్తానుసారమైనటువంటి శోధన మనకి ఎదురైంది ఎందుకు దేవ చిత్తానుసారమైనటువంటి శోధన మన కుటుంబంలో ఎదురైంది ఎందుకు దైవ చిత్తానుసారమైనటువంటి బాధ మన కుటుంబంలో ఎదురైందంటే ఎక్కడో దేవునితో అయిష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నాం ఎక్కడో దేవునికి అయిష్టమైనటువంటి కార్యం మనము తలస్తూ ఉన్నాం ఎక్కడో దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు మనం వేస్తూ ఉన్నాము దేవుడు దాన్ని చూచి ఏం చేస్తున్నాడంటే తన చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో ఏం చేస్తున్నాడంట కలగజేస్తున్నాడు అన్ని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాము హలలుయ లోక సంబంధముగా నీకు ఎదురయ్యేటువంటి దుఃఖము లోక సంబంధముగా నీకు వచ్చేటువంటి శ్రమ నిన్ను దేనికి నడిపిస్తుందంటే మరణానికి నడిపి నడిపిస్తుంది ఇది మరణానికి నడిపిస్తే అది దేనిలోకి నడిపిస్తుందంట జీవములోనికి నడిపిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలలుయ అదే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు మామూలు మారు మనసు కాదు జీవము కలిగినటువంటి మారు మనసు జీవముతో కూడినటువంటి మారు మనసు మీలో కలుగజేస్తుంది ఏమిటి అని అంటే దేవుని చిత్తముగా మీకు ఏర్పడేటువంటి దుఃఖము దేవుని చిత్తముగా మీకు మనకి ఎదురయ్యేటువంటి శ్రమ మనల్ని ఎవరి వైపుకి నడిపిస్తుందంటే దేవుని వైపుకు నడిపిస్తుంది అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది ఇప్పుడు కొరింది సంఘం ఏమంటుందంటే ఒకప్పుడు మేము దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవించాం ఒకప్పుడు మేము సంఘానికి వస్తూ ఉన్నాం మందిరానికి వస్తూ ఉన్నాం కానీ దేవునికి అయిష్టమైనటువంటి మారు మనసు అనుభవమైనటువంటి జీవితం జీవించాం అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే స్వస్థత వరాలు మా మధ్య ఉంది లేకపోతే ప్రవచనాలు మేము చెబుతూ ఉన్నాం దర్శనాలు చూస్తున్నాం అన్ని వరాలు మాలో ఉన్నాయి కానీ దేవునికి జీవితం ఎలా ఉందంటే దేవునికి అయిష్టమైనదిగా ఉంది అని సంఘము అప్పుడు మాట్లాడుకుంటుంటే ఆ సంఘము ఈ పౌరులు రాసినటువంటి పత్రికను చూచి ఆ ఉపదేశము పొంది మొదట్లో బాధపడినప్పటికీ మొదట్లో దుఃఖం అనుభవించినప్పటికీ ఆ పత్రికలో నుండి వారి జీవితాన్ని వారు మార్చుకున్నటువంటి సంఘముగా వారు కనబడుతున్నారు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలా వారు మారిన తర్వాత పౌలు వారిని చూచి నీతి యొక్క సాక్ష్యము ద్వారా కొరింది సంఘాన్ని చూచి ఏమంటున్నాడంటే మిమ్మల్ని బట్టి నేను అధికంగా సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు ఒక దైవజనుడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదాం హలలుయ ఒక దైవజనుడు సంతోషించడానికి అదే ప్రాముఖ్యమైనటువంటి అంశం వేరే ఎక్కువ కానుకలు ఇచ్చేవని ఏ దైవజనుడు సంతోషించడు అలా అలా సంతోషించే దైవజనుడు అంటే వాడు అసలు దైవజనుడే కాదు ఒక దైవజనుడు అధికంగా ఎక్కడ సంతోషించాడంటే వాడు వాడు చెప్పేటువంటి ఆ దైవజనుడు చెప్పేటువంటి వాక్యం ద్వారా నీలో మారు మనస్సు వస్తే ఆ వాక్యం వాక్యము ద్వారా నీలో ఒక మార్పు ఏర్పడితే ఆ వాక్యము ద్వారా నీ హృదయంలో ఒక చిన్న మార్పు ఏర్పడితే అదే దైవజనునికి గొప్ప విజయం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుదామా హలలుయా ఇక పౌలు మాట్లాడుతుంటున్నాడు మీ మార్పును బట్టి మీకు ఎదురైనటువంటి మారు మనసును బట్టి నేనేం చేస్తున్నానంటే అధికముగా సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయా అలాగా సంతోషిస్తున్నాడు పౌలు ఏమంటున్నాడంటే అలాగా దేవుని చిత్తానుసారముగా ఎదురైనటువంటి ఆ ఆ బాధ మీకేం నేర్పిస్తుందంటే కొన్ని విషయాలు నేర్పి కనిపిస్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కానీ పదకొండవ వచనంలో ఏమంటాడంటే మీరు దేవుని చిత్త ప్రకారము పొందినటువంటి ఈ దుఃఖ ప్రకారం ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను మొదటగా ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన రెండవది ఎట్టి దోష నివారణకైనటువంటి ప్రతివాదమును ఆగ్రహమును మూడవది ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును మూడో నాలుగవది ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఐదవది ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడుడి ఎట్టి ఈ ఏడు విషయాలు మీలో పుట్టించినో పరిశీలించి చూడండి అంటున్నాడు పౌలు ఈ ఏడు ప్రత్యేకమైనటువంటి విషయాలు మీలో పుట్టిస్తాయి దేవుని చిత్త ప్రకారమైనటువంటి బాధ మీకు ఏర్పడినప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమ మీకు ఎదురైనప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి శోధన నీకు ఎదురైనప్పుడు ఈ ఏడు ప్రత్యేకమైనటువంటి విషయాలు నీ జీవితంలో వీటిలో ఏదో ఒకటి ఏదో ఒకటి ద్వారా దేవుడు నీకు ఒక పాఠం నేర్పించాలని ఆశపడుతున్నాడు ఏమిటంటే మొదటిగా నువ్వు చేసేటువంటి తప్పిదమును బట్టి ఆ దేవుడి దేవుని యొక్క ఉపదేశమును విని దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం నీకు కలిగినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే మొదటిగా లేకపోతే జాగ్రత్త పడేటువంటి ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకుంటావు ఎలా జాగ్రత్త పడాలి ఎలా జాగ్రత్త పడాలి అంతకుముందు తప్పిదం చేశానే అంతకుముందు పాపం చేశానే అంతకుముందు పరిశుద్ధత లేకుండా తెలియకుండా జీవిస్తూ ఉన్నానే అంతకుముందు దేవునికి అయిష్టమైనటువంటి కార్యం చేస్తున్నానే కానీ దేవుని ఉపదేశమును నేను చూసినప్పుడు దైవికమైనటువంటి దుఃఖము నాకు కలిగినప్పుడు నేను దేని గురించి జాగ్రత్త పడతానంట ఆ పాపములోనికి మరలా నేను వెళ్లకుండా ఆ అతిక్రమంలోనికి నేను మరలా వెళ్లకుండా నన్ను నేను ఏం చేస్తానంటే జాగ్రత్త పరుచుకుంటాను ఆ గుణపాఠం నేను నేర్చుకుంటాను అంటున్నాడు పౌలు బిగ్గరగా దేవునికి శోధన చెల్దాం తర్వాత ఏమంటున్నాడంటే తర్వాత నా దోషము ఆ దోషం ఏం చేయబడాలంటే నివారణ చేయబడాలి అది అది ఎలా చేయాలి అనేటువంటి ప్రతి దాంట్లో ఆగు పాట పాడకూడదు రైట్ అది ఆ దోష నివారణ నేను ఎలా చేయాలి అని నేను నేను నేర్చుకుంటానంటున్నాడు ఎలా నేర్చుకుంటాను దేవుని చిత్తానుసారంగా నాకు ఎదురయ్యేటువంటి దుఃఖము ద్వారా నేను దాన్ని నేర్చుకుంటాను నా పాపాన్ని నేను ఎలా పరిహరించుకోవాలి నా నా దోషాన్ని నేను ఎలా కడుగుకోవాలి నా అతిక్రమాలను నేను ఎలా తుడుచుకోవాలి అనేది నేను ఎలా ఎలా తెలుసుకుంటాను ఎలా నేను నా జీవితంలో నేర్చుకుంటానంటే కేవలం దేవుని చిత్తానుసారముగా నాకు ఎదురయ్యేటువంటి దుఃఖములో నుండి ఆ దుఃఖం నన్ను ఏదో నాశనంలోనికి నడిపించడానికి కాదు ఆ నన్ను మరణానికి నడిపించడానికి కాదు దేనికంటే పాపములో నుండి నన్ను విముక్తి చేయడానికి పాపములో నుండి దోషములో నుండి నన్ను శుద్ధినిగా మార్చడానికి ఆ దేవుని చిత్తానుసారం చిత్తానుసారమైనటువంటి దుఃఖము నాకు ఎదురవుతుందని పోలు మాట్లాడుతున్నాడు తర్వాత ఏమంటాడంటే అది కొన్ని కొన్నిసార్లు అది ఏం చేస్తుందంట మనకి దుఃఖం వచ్చినప్పుడు ఏమొస్తుంది సాధారణంగా కొన్ని కొన్నిసార్లు ఆగ్రహం వస్తుంది ఇంకో మాటలో చాలా విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎందుకు నాకు ఇది జరిగింది కీర్తనకారుడు ఇందాక మాట్లాడినట్టు ఇదిగో నా శత్రువు నా మీద ఎన్నాళ్ళు తనను తాను హెచ్చించుకుంటాడు ఏంటి నాకు ఈ బ్రతుకు ఎంతకాలం నాకు ఈ బ్రతుకు నా శత్రువు ఏంటి అలా గెలుస్తున్నాడు అలా ఆశీర్వదించబడుతున్నాడు నా బతుకేంటి ఇలా అయిపోయింది అని మన దుఃఖాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు ఆగ్రహం చెందుతూ ఉంటాం అయితే ఆ శత్రువు కన్నా మన దేవుడు గొప్పవాడని పగడు వల్ల మనం ఉండండి వారమై ఉన్నాం హలలియ ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవాతి దేవుడు మనల్ని నడిపించడానికి గొప్పవాడు తర్వాత ఏమంటాడు త్వర త్వరగా వెళ్తాను లేకపోతే అది మనకి ఏం అంట భయం నేర్పిస్తుంది ఎవరి మీద భయం దేవుని భయాన్ని మనకు నేర్పిస్తుంది తర్వాత ఎట్టి అభిలాషమో తర్వాత ఎట్టి ఆసక్తిని తర్వాత ఎట్టి ప్రతిదండ ప్రతిదండంగా ఎట్టి శిక్షను మనకు నేర్పిస్తుందంట ఇవన్నీ మనకి ఆ దుఃఖము ఆ దుఃఖము మనకి ఎదురయ్యేటువంటి కొద్ది కాలంలో ఇవన్నీ మనం నేర్చుకునేటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు వీటిలో ఏదో ఒక గుణపాఠం దేవుడు దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకనే దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనకి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి అది నాశనం చేయడానికి కాదు అది మనం లేకుండా చేయడానికి కాదు అవి మనల్ని పాడు చేయడానికి కాదు అది మన శత్రువులు శత్రువులు ఎదుట మనం తలదించుకునే ఉండేలా చేయడానికి కాదు ఎందుకు మనకు ఆ దుఃఖము ఎందుకు మనకు ఆ శిక్ష ఎందుకు మనకు ఆ ప్రతికూలత అని అంటే పౌలు మాట్లాడితే ఏమంటాడంటే ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఇవన్నీ ఒక్క మాటలో పోలేమంటున్నాడంటే ప్రవేశంలో మారు మనస్సు పొందడానికి అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అయితే ఆ దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము వీటిలో ఏదో ఒకటి మనలో పుట్టిస్తుందంట దానిని ఏం చేయమంటున్నాడంట చూడమంటున్నాడు వీటిలో ఏది మీలో పుట్టిస్తుందో దేవుని చిత్తానుసారంగా ఏర్పడేటువంటి దుఃఖము వీటిలో దేనిని మీలో పుట్టిస్తుందో దేనిని మీ హృదయంలో ఆలోచింపజేస్తుందో ఆలోచింపజేసి మీ జీవితంలో మీరు పరివర్తన చేసుకోవాల్సిన ఏ విషయం ఇందులో ఉందో దాన్ని మీరు పరిశీలన చేసుకుని మీరు చూడండి ఆ కార్యమును గురించి అది చూచిన తర్వాత మీరు పరిశీలన చేసి తెలుసుకున్న తర్వాత ఏమన్నాడంటే ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు ఏమ ఉండాలి నిర్దోషులై ఉన్నారని మిమ్మల్ని మీరు రుజువుపరుచుకుంటున్నారు అంటున్నారు దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అనేక మంది మనల్ని దోషులుగా వేలెత్తి చూపించేవారు మన చుట్టూతో ఉండగా అనేక మంది అన్నిలో మనల్ని దేవుడు ఏడి అని ప్రశ్నించేటువంటి స్థితిలో ఉండగా అనేక మంది మన చుట్టూ మన ఈవెన్ మన తోపుటూలు మన బంధువులు మనల్ని వేలెత్తి ఏడు నీ దేవుడు ఎక్కడ నీకు సహాయం చేస్తున్నాడు ఏంటి నీ బ్రతుకొని మనల్ని మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా పౌలు ఏమంటూ ఉన్నాడంటే వీటిల్లో ఎందుకు నీకు ఆ దుఃఖము ఒకసారి పరిశీలన చేసుకో పరిశీలన చేసుకుని అది చూసిన తర్వాత సమస్త విషయంలోనూ నువ్వు ఆ విషయంలో నువ్వు నిర్దోషమని నువ్వు నువ్వేం చేయబడాలి రుజువుపరుచుకోవాలంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎందుకు ఈ మారు మనసు మారు మనసుకి మారు మనసుకి చాలా చాలా అనుకూలమైనటువంటి ఉపమానం మనం చూస్తాం లోకస్వార్థ పదిహేనవ అధ్యాయం అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటి ఒక కుమారుడు మనకు కనబడుతున్నాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట అందులో పెద్దవాడు తండ్రితో పాటు ఉన్నాడు వాడు ఏమయ్యాడంట తండ్రిని తండ్రిని విడిచిపెట్టి తన ఆస్తిని అడిగి తన సంపాదన అంతటి తన భాగానంతటిని అడిగి తనేం ఏం చేస్తున్నాడంటే తండ్రిని విడిచి వెళ్ళిపోయి తండ్రికి అయిష్టమైనటువంటి జీవితం జీవించాడు ఆ తండ్రికి అయిష్టమైనటువంటి జీవితం జీవించి చెడు మార్గాలన్నిటిలో తాను వెళ్ళకూడని మార్గాలన్నిటిలో వెళ్ళి తాను జీవించాడు ఆఖరికి తనకి ఏం మిగిలిందంటే కేవలం శూన్యము మాత్రము మిగిలింది ఏమీ లేకుండా పోయింది సమస్తాన్ని కోల్పోయాడు అప్పుడు తాను గుణపాఠం నేర్చుకున్నాడు ఏమని నేర్చుకున్నాడు అయ్యే నా తండ్రి యొద్ ఎంతో మంది కూలివాండ్రును ఇదిగో నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రును అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే సమృద్ధిగా ఉన్నది నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను ఇక్కడ నేను ఆకలిగా చచ్చిపోతున్నాను కదా నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసి తిని నీ ఎదుట కూడా నేను పాపము చేశాను ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు కాను నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుచు చెప్పుచు చెప్పును అనుకుని అనుకుని తండ్రి యొద్దకు వచ్చాను లేచి తండ్రి యొద్దకు వచ్చాడు తండ్రి దగ్గరికి వెళ్ళక మునుపు అనుకున్నాడు తన మనసులో ఏమనుకున్నాడంటే ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను ఆఖరికి తండ్రి పొట్టు తినేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితిలో నేను దిగజారిపోయాను నా స్నేహితులందరిని కోల్పోయాను తెచ్చుకున్నటువంటి నా ధనమంతరిని నేను కోల్పోయాను ఏమి లేనటువంటి శూన్యమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను కదా అదే నా తండ్రి ఇంట్లో ఎందుకంటే నేను ఎంత సమృద్ధిగా జీవించి ఉండేవాడినో మరలా నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని తనను తాను తీర్మానం చేసుకోవడం ప్రారంభించాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ తీర్మానం చేసుకున్నాడు తండ్రి వద్దకు వెళ్తానని అనుకున్నాడు తండ్రి వద్దకు వెళ్ళి ఇదిగో తండ్రి నీకును నేను పరలోకమునకు నేను పాపము చేశాను విరోధముగా మారిపోయాను విరోధము చేశాను నీకు అయిష్టమైనటువంటి జీవితాన్ని నేను కొన్నాళ్ళు కొనసాగించాను కాబట్టి నీ కుమారునిగా గాక నీ సేవకులలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అడుగుదాం అనుకున్నాడు అంతే కానీ దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే అతను లేచి తండ్రి యొద్దకు వచ్చాడు కానీ తండ్రి దూరం నుండి చూచినప్పుడు ఏం చేశాడంట పరిగెత్తుకొని వెళ్ళి కనికరపడి అతన్ని హత్తుకొని అతన్ని ముద్ద దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అతను వెళ్ళకమునప్పుడు చాలా విషయాలు అనుకున్నాడు ఇదిగో కుమారునిగా గాక నేను సేవకునిగా ఉండడానికి నువ్వు నన్ను పెట్టుకోవాలి ఇలాంటి చాలా విషయాలు అనుకున్నాడు కానీ తండ్రి దగ్గరకు వెళ్ళేసరికి అవేమి చెప్పాల్సిన పరిస్థితి రాల దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ తండ్రి తండ్రి తండ్రికి అయిష్టమైనటువంటి జీవితం జీవించి తండ్రికి విరోధమైనటువంటి జీవితం జీవించి పర్లోక తండ్రికి అయిష్టమైనటువంటి పాపములు మనము ఒకవేళ ఈ పగటి వేళ ఉన్నట్లయితే ఈ పగటి వేళ నువ్వు తిరిగి రావాలన్నటువంటి మారు మనస్సు నీలో కలిగితే చాలు దేవాతి దేవుడు నేను చేర్చుకోవడానికి జాలి కలిగినటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ్యా ఇప్పటి వేళ ఆ తండ్రి దగ్గరికి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పరిగెత్తుకొని వచ్చాడు వెంటనే అతనిని చూచి ఆ తండ్రి ఏం చేశాడంట కనిక్కరపడి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని హత్తుకొని ముద్దాడినట్టుగా దేవుని మనకు నేర్పిస్తున్న దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ్య ఈ పగటి వేళ ఒకవేళ దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనకు ఎందుకు కలుగుతుందంటే దేవునికి ఎక్కడో అయిష్టమైనటువంటి జీవితం జీవించి దేవునికి దూరం అయిపోయి ఉన్నాం పరలోకపు తండ్రికి మనం దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాం ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మరలా దేవుని వైపు తిరగాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ పగటి వేళ దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ్య అలా దేవుని వైపుకు తిరిగి రావడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుని వైపుకు తిరిగి దేవుని వైపుకు తిరిగి మా మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవాతి దేవుడు నిన్ను చేర్చుకోవడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ ఆ దుఃఖం ఆ కుమారునికి ఎందుకు కలిగింది అతని నాశనం చేయాలని కాదు ఆ దుఃఖం అతనికి ఎందుకు కలిగింది అతను మరణానికి గురి చేయాలని కాదు ఎందుకు కలిగిందని పౌలు భాషలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడంటే అతనికి ఆలోచన కలగజేయాలి అతనికి బుద్ధి కలగ చేయాలి అతను ఒక గుణపాఠం నేర్చుకోవాలి తిరిగి మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చేవా కుమారునిగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న దగ్గరగా దేవునికి స్తోత్రం చేయలేద్దాం హాలలియ ఈ పగటి వేళ దేవుని చిత్తానుసారమైన దుఃఖం మనకు ఎందుకు ఎందుకు ఈ అంతకాలం ఈ దేవుని చిత్తానుసారమైన అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము పౌలు తన మాటలు ఏమని నేర్పిస్తున్నాడంటే ఆ కాలంలో నువ్వేం నేర్చుకోవాలంటే కొన్ని పాఠాలు దేవుడు నీకు నేర్పించాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు అందుకని ఆ పాఠాలు నేర్చుకుని నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే ఆ పాఠాలు నేర్చుకుని నువ్వు దేవుని వైపు మారు మనసు పొంది నువ్వు వచ్చినట్లయితే దేవాతి దేవుడు సంతోషంగా నిన్ను చేర్చుకోవడానికి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిదామా హాలలుయా అందుకే జక్రియ గ్రంథంలో మాట్లాడితే జక్రియ ఏమంటాడంటే మొదటి అధ్యాయం మూడో విషయంలో జక్రియ గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచనం కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా నా తట్టు తిరిగిన ఎడల మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నాను నేనేం చేస్తానంటున్నాడు మీ తట్టు కూడా తిరుగుదనని సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యహోవా వాక్కు ఇదే ఆయన వాక్కు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా నువ్వు దేవుని మాటలు విని దేవుని దేవుని ఉపదేశముని దేవుని వాక్యము విని దేవుని దేవుని వైపుకు నువ్వు తిరిగిన ఎడల దేవుడు ఏమంటున్నాడంటే నేను కూడా నీ వైపుకు తిరుగుతానంటున్నాడు నువ్వు ఒకవేళ తిరగకపోతే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒకవేళ తిరగకపోతే నేను కూడా నీ వైపుకి తిరగను నువ్వు ఒకవేళ తిరగకపోతే ఇంక మాటలు నువ్వు మారవలసి పొందకపోతే నీ ప్రార్థన నేను ఆలకించవలసిన అవసరం నాకు లేదు నీలో మార్పు లేకపోతే నేను నిన్ను ఆశీర్వదించవలసిన అవసరం నాకేంటి నీలో మార్పు లేకపోతే నా మాటలు విని నా మాటలు గైకొని నా ఆజ్ఞానుసారం నువ్వు నడవకుండా నువ్వు జీవించినప్పుడు నేను నీ ప్రార్థన అంగీకరించవలసిన అవసరత నాకేంటి అని ప్రభు వారు అడుగుతున్నారు ఈ పగడవల దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అనేక సార్లు ఆ దేవుని చిత్తానుసారం ఏంటంటే దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నా ప్రభు నా చింత యావత్తు నేనేదో వేస్తున్నాను కానీ దేవుడు వేసుకోవట్లా ఎందుకని మార్మన్స్ అది మారు మనసు లేదు మన జీవితంలో మన హృదయంలో మార్పు అనేది రాట్ల దేవుడు ఆ దుఃఖం ద్వారా ఏ నేర్పించాలనుకున్నాడు ఏ విషయంలో నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు ఏ విషయంలో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు ఏ విషయంలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏ విషయంలో నువ్వు దేవునికి అయిష్టమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు వేళ అందులో నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మాత్రమే అందులో నువ్వు దేవుని వైపు తిరిగి నువ్వు మారు మనసు పొందితే మాత్రమే దేవుడు దేవుడు కూడా తాను నీ వైపుకు తిరుగుతానంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ ఇప్పటి వేళ నా మాటలు నేను చేస్తున్నాను నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేనేం చేస్తానంట నీ తట్టు కూడా తిరిగి నీకు నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను చేర్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వల్ల ఎవరైనా ఇప్పటి వల్ల అట్టి దేవ చిత్తానుసారమైన దుఃఖంలో కొనసాగుతూ ఉన్నట్లయితే ఒకవేళ అటువంటి దేవుని చిత్త ప్రకారం మీకు ఎదురైనటువంటి శ్రమలు శోధనలు మీరు కొనసాగుతున్నట్లయితే దేవుడు ఒక్కటే మీ నుండి ఆశపడుతున్నాడు ఏమిటనంటే కొన్ని కొన్ని కొన్ని గుణపాఠాలు మీరు నేర్చుకోవాలి కొన్ని కొన్ని పాఠాలు మీరు నేర్చుకోవాలి ఓవరాల్గా చెప్పాలంటే ఆ పాఠాల ద్వారా మీరు ఏం పొందాలంటే మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగాలి అలా మీరు తిరిగినట్లయితే అలా మీరు తిరిగినట్లయితే ఆయన కూడా ఆ త్వరలో తండ్రి కూడా మీ వైపుకు తిరిగి ఏం చేస్తా అంటున్నాడు మిమ్మల్ని చేర్చుకుంటానంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందుకనే ఆ దుఃఖం మనకి అందుకనే ఆ దుఃఖం మనకి ఆ కొరింది సంఘం ఏమంటుందంటే కొరింది సంఘానికి ఇప్పుడు చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంది ఒకప్పుడు మేము ఆ దేవునికి ఉండే జీవితం మేము జీవించాం సంఘంలో కోరుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్నాం అన్ని బాగానే ఉన్నాయి కానీ జీవితపు కార్యాలు చూస్తే మా మాటలు చూస్తే ఎలా ఉన్నాయంటే అపవిత్రమైనవిగా దేవునికి కనబడ్డాయి అయితే ఆ పౌలు పత్రికను చూసి పౌలు యొక్క ఉపదేశాన్ని చూసి పౌలు యొక్క దేవుని మాటలను చూసి మాకు మొదట్లో కోపం వచ్చింది మాకు దుఃఖం వచ్చింది మాకు బాధ అనిపించింది కానీ మరలా ఆ మాటలు మాలో ఏం కలగజేసిందంటే ఆలోచన కలగజేసింది ఆ మాటలు మాలో ఏం కలగజేసిందంటే జాగ్రత్తను పుట్టించింది ఆ మాటలు మాలో ఏం కలగజేసిందంటే భయాన్ని పుట్టించింది ఆ మాటలు మాలో ఏం కలగజేసిందంటే ఆగ్రహాన్ని పుట్టించింది ఆ మాటలు మాలో ఏం కలగజేసిందంటే అదేమంటే అభిలాషను పుట్టించింది ఆసక్తిని పుట్టించింది అంటున్నాడు వీటన్నిటిని పుట్టించి ఒక మాటలు చెప్పాలంటే ఆ దేవుని చిత్త ఇష్టానుసారమైనటువంటి ఆ దుఃఖము మీలో మాలో ఏం పుట్టించిందంటే మారు మనస్సు పుట్టించింది ఆ మారు మనస్సును బట్టి ఈ రోజున మేము కొరింది సంఘంలో మేము సాక్ష్యం చెప్పగలుగుతున్నామని కొరింది సంఘం మాట్లాడుతుంది హలలుయ ఆ సాక్ష్యాన్ని విని తీతు ద్వారా పోలేమంటున్నాడంటే ఆహా వీళ్ళ సాక్ష్యాన్ని విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ అవును ఆ మాటలు నేను చేస్తున్నాను కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమ శోధన వేదన బాధ దుఃఖము ఇవి మనల్ని నాశనం చేయడానికి కాదు పేతురు భాషలో చెప్పాలంటే పేతురు మాట్లాడితే ఒక చక్కని మాట మాట్లాడతారు చదవండి అనమాట తీసే ఉంటారు ఇటాటికి రిఫరెన్స్ నా తెలిసి మొదటి పేతురు పత్రిక మొదట ధ్యానం ఏడవ వచ్చిన చదువుకొని ముగించేద్దాం నశించిపోవు సువర్ణము మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అయితే దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము శోధనల చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చేయగా హల్లెలూయా హలలుయా పేతురు తన తన భాషలో మాట్లాడుతూ ఏమంటాడంటే నశించిపోతున్న సువర్ణాన్ని చూస్తే ఆ బంగారాన్ని చూస్తే అది ఎలా కనబడుతుంది అగ్నిలో ఉన్నప్పుడు నశించిపోతుందేమో కరిగిపోయి నశించిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ అది అగ్ని పరీక్షకు ఎదురు ఆ అగ్ని పరీక్షను తన జీవితంలో ఎదుర్కొని ఆ పరీక్షకు నిలిచినదై అది ఎలా ఉంటుందంటే తనను తాను శుద్ధపరచబడుతుంది తనను తాను శుద్ధీకరించుకుంటుంది తనను తాను పవిత్రపరచుకుంటుంది అని అంటున్నాడు పేతురు అలాగా మనకు ఎదురైనటువంటి దేవ చిత్తానుసారమైనటువంటి శోధనలు విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని చేతపట్టుకొని మనము ఆ మోడల్లో మనం నిలిచినవై మనం ఉన్నప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటువంటి ఒక దినం ఉంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం నిలవగలిగినట్లయితే మనం ఆ శోధనలకు నిలవగలిగి మనము శుద్ధీకరంగా ఉండగలిగినట్లయితే పరిశుద్ధంగా ఉండగలిగినట్లయితే అది ఏం ఎలా ఉంటుందంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అది ఆయనకు మెప్పును ఆయనకు మహిమయు ఆయనకు ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట ఈ దుఃఖము ఈ శోధన ఈ దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము దేనికి కారణంగా మారుతుందంటే ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట మనం నిలబడగలిగే నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని ఇస్తుందంట దానికి కారణంగా మారుతుందంట ఈ దుఃఖము కాబట్టి ఈ దుఃఖంలో ఈ దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనకు కలుగుతున్నప్పుడు ఒకటే ఒకటే ఏమిటంటే ఏదో విషయంలో మనం దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగుతూ ఉన్నాం దేవునికి అయిష్టమైనటువంటి ఏదో ఒక జీవితంలో ఏదో ఒక తప్పిదము ఏదో ఒక అతిక్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో మారు మనస్సు మనం పొందాలి అందులో ఒక విడుదల మనం పొందాలి ఆ విడుదల నువ్వు పొందగలిగినట్టయితే ఆ మారు మనస్సు పొందగలిగినట్టయితే దైవజనులుగా పౌలు ఎంతగానో సంతోషిస్తున్నాడంటే పరలోకం ఇంకెంతగా సంతోషిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందగలిగినట్లయితే దేవుడు అధికంగా ఆ పరలోక తండ్రి అధికంగా దైవజనులు సంతోషించేదా దానికంటే అధికంగా సంతోషించేవాడు ఉన్నాడు మిమ్మల్ని తిరిగి చేర్చుకునేవాడు ఉన్నాడు నా మాటలు నేను ముగించేస్తున్నాను అందరూ మోకరించగలిగినట్లయితే